రెండవ భాగమునకు స్వాగతం ఇక్కడ నేను మీ లాగిన్ డాట్ php పేజ్ ను డేటాబేస్ కు కనెక్ట్ చేయుట కొరకు ఎలా ఎడిట్ చేయాలో మరియు డేటాబేస్ లో ఉన్న వాటితో పోల్చి మన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లను ఎలా చెక్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనము ఇదివరకే మన డేటాబేస్ కు కనెక్ట్ అయి ఉన్నాము దీన్ని రిఫ్రెష్ చేసి నా యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లను తిరిగి పంపడం వలన ఏ విధమైన తప్పులు లేవని నిర్ధారించుకోవచ్చు అంటే ఇక్కడ ఈ ఎర్రర్ లాంటిది మరియు మనం డేటాను టైప్ చేయకపోతే మనకు ఒక ఎర్రర్ వస్తుందని చూసాము ఇప్పుడు ముందుగా నేను ఒక క్వెరీ సెట్ చేస్తాను మీరు ఇంతకు ముందు MySQL లేక ఏదైనా స్ట్రక్చర్ చేయబడిన లాంగ్వేజ్ ఉపయోగించినట్లయితే మీరు ఒక డేటాబేస్ ను క్వరీ చేయగలరని మీకు తెలిసి ఉంటుంది మైక్రోసాఫ్ట్ యాక్సెస్ దీన్ని కలిగి ఉందని అనుకుంటాను ఇక్కడ మనం సెలెక్ట్ అని అంటాము నిజానికి మనం సెలెక్ట్ స్టార్ అని అంటాము ఎందుకంటే మనకు ఐడి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లు కావాలి మనకు ఐడి అవసరమని నేను అనుకోను కానీ డేటా అంతా సేకరించేలా సెలెక్ట్ స్టార్ అవసరము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మనం దీన్ని యూజర్స్ అని అన్నామని నేను అనుకుంటున్నాను నన్ను నిర్ధారించుకోనివ్వండి అవును యూజర్స్ కాబట్టి సెలెక్ట్ స్టార్ యూజర్స్ అని అనండి మరియు ఇక్కడ మనము వేర్ యూజర్ నేమ్ అని అంటాము ఇది దీని పేరు మరియు టైప్ చేయబడిన user name where user name equals కు సమానము ఒకవేళ యూజర్ నేమ్ లేకపోతే మనము దిస్ యూజర్ డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పే ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపించాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం మరొక ఫంక్షన్ ఎస్క్యూఎల్ నమ్ రోస్ అనే ఒక ఎస్క్యూఎల్ ఫంక్షన్ వంటిది ఉపయోగిద్దాము ఇది మీరు డేటాబేస్కు ఇచ్చిన క్వెరీ నుండి రిట్రీవ్ చేయబడిన రోస్ సంఖ్యను లెక్కిస్తుంది మనము numRows equals mysql underscore num underscore rows అని అంటాము మరియు బ్రాకెట్లలో మన క్వెరీ పేరు ఉంచుతాము ఇది నేను క్వెరీ ఫంక్షన్లో స్టోర్ చేసిన వేరియబుల్ మనము రోస్ సంఖ్యను ఇకో చేస్తే మనకు వన్ రో ఉంది కాబట్టి మనకు ఒకటి లభించాలి ఇది నేను మీకు రుజువు చేస్తాను మరియు నా కొరకు టెస్ట్ చేస్తాను నేను ఇన్సర్ట్ పై క్లిక్ చేసి మరొక రో డేటాను చేరుస్తాను ఉదాహరణకు మరొక యూజర్ నేమ్ మరియు మరొక పాస్వర్డ్ అది నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను దీన్ని నేను తర్వాత టెస్ట్ చేస్తాను మనము యూజర్ నేమ్ కేవైఎల్ఈ అని మరియు పాస్వర్డ్ త్రీ అని అందాము సరే మనము దాన్ని ప్రయత్నిద్దాము ఒక క్షణం ఆగండి నేను ఎక్కడ ఉన్నాను ఆ మనం ఇక్కడ ఉన్నాము మనకు అలెక్స్ మరియు కైల్ లభించాయి ఐడీలు ఆటోమేటిక్ గా పెరిగాయని మనము చూడవచ్చు ఇక్కడ మన పాస్వర్డ్స్ రెండింటిని మరియు రెండు యూజర్ నేమ్లను చూడవచ్చు ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేద్దాం మరియు మనకు ఏమి లభిస్తుందో చూద్దాం సరే ఇది చెక్ యొక్క పూర్తి భాగము ఇది ఒకటి రిటర్న్ చేయటకు కారణం ఒకవేళ నేను ప్రతి యూజర్ను ఎంచుకొని తరువాత రోల్ ఎక్కించి ఉంటే దీని విలువ పెరిగి ఉండేది ఇక్కడ వెనక్కు వెళ్ళండి మరియు రిఫ్రెష్ చేయండి రెండు రోలు ఉన్నాయి కాబట్టి మనకు విలువ రెండు అని వస్తుంది కానీ ఒకవేళ నేను select where the user name equals my user name అంటే మనము నా యూజర్ నేమ్ ఉన్నదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం మరియు అది రో ఒకటిలో ఉంది సాధారణంగా ఒక వెబ్సైట్లో మీకు డూప్లికేట్ యూజర్ నేమ్ ఉండదు ఇప్పుడు మనకు ఇది వచ్చింది మరి ఎన్ని రోలు ఉన్నాయో కనుగొనుటకు ఉద్దేశ్యం ఏమిటి దీని ఉద్దేశం ఏమిటంటే if num underscore rows is equal to zero అని మనం అనవచ్చు sorry if my num underscore rows doesn't equal zero అప్పుడు మనం చేయవలసిన కోడ్ ఎగ్జిక్యూట్ చేయవచ్చు అది మనము లాగిన్ అగుటకు అవసరము లేకపోతే సారీ ఎల్స్ మనము ఎల్స్ డై అని ఎకో చేయవలసి ఉంటుంది మనము దట్ యూజర్ డజంట్ ఎగ్జిస్ట్ అని మెసేజ్ చూపిస్తాము కాబట్టి మనం చేస్తున్నది ఏమిటంటే మనం యూజర్ నేమ్ అందించిన చోట ఒక రో రిటర్న్ అయిందని మనం చెక్ చేస్తున్నాం మరియు అది సున్నాకు సమానం కాకుంటే మనము లాగిన్ అగుటకు కోడ్ ఎగ్జిక్యూట్ చేయవచ్చు లేకపోతే మనం డై మరియు that user name doesn't exist అని అంటాము ఇది దీనికి సమానము 1 2 3 4 మరియు ఇలా సారీ ఇది దీనికి సమానము అది సున్నాకు సమానం కాకుంటే వేరొక దానికి సమానం కావాలి మరియు ఒకవేళ అది వేరొక దానికి సమానం అయితే అప్పుడు ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూటివ్ అవుతుంది కాబట్టి ఒకవేళ అది జీరోకు సమానం అయితే ఎటువంటి ఫలితం రిటర్న్ కాదు అని అర్థం నేను దీన్ని తిరిగి పంపుతాను మనము వెనక్కు వెళ్దాం మరియు మన echo num అండర్ ను తొలగించుదాం సరే మనం మెయిన్ పేజ్ కు వెనక్కు వెళ్దాం మరియు అలెక్స్ మరియు తో లాగిన్ అవుదాం ఈ సమయంలో పాస్వర్డ్ ముఖ్యమైనది కాదు ఎటువంటి ఎర్రర్లు రిటర్న్ కాలేదు కాబట్టి ఏమీ జరగలేదు ఇప్పుడు నేను బిల్లీ అనే ఉదాహరణ ఉపయోగిస్తాను మరియు పాస్వర్డ్ టైప్ చేస్తాను మరియు లాగిన్ పై క్లిక్ చేస్తాను దట్ యూజర్ డజంట్ ఎగ్జిస్ట్ ఎందుకంటే బిల్లీకు సమానమైన యూజర్ నేమ్ తో రిటర్న్ అయిన రోస్ లేవు కాబట్టి అది పనిచేస్తుందని మనం చూడవచ్చు నేను నా అసలైన పనికి వెళ్తాను కాబట్టి అలెక్స్ మరియు నా పాస్వర్డ్ ఏబీసీ ఇప్పుడు లాగిన్ అగుటకు కోడ్ లాగిన్ అగుటకు మనం ఒక పాస్వర్డ్ చెక్ చేయాలి కాబట్టి ఒక పాస్వర్డ్ తెచ్చుకొనుటకు నేను ఒక ఫంక్షన్ను ఉపయోగిస్తాను సారీ ఫంక్షన్ కాదు నేను ఒక లూప్ ఉపయోగిస్తాను మరియు అది ఒక వైల్ లూప్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ పేరు టైప్ చేస్తాను నేను దాన్ని రో అని అంటాను మరియు అది మై ఎస్క్యూఎల్ కు సమానం మై ఎస్క్యూఎల్ ఒక రోను ఒక యారే లాగా వెతుకుతుంది సరేనా కాబట్టి నేను ఇలా అంటాను మై ఎస్క్యూఎల్ అండర్ స్కోర్ ఎసాక్ ఇది నా క్వెరీ అవుతుంది కాబట్టి అక్కడ నా క్వెరీ ఉంది మనము ఇక్కడ నుండి ప్రతి కాలం డేటాను వెతుకుతున్నాము మరియు దాన్ని రో అనే ఒక యారేలో వేస్తున్నాము కాబట్టి వైల్ లూప్తో మనకు బ్రాకెట్లు ఉంటాయి మరియు మనము కొన్ని వేరియబుల్స్ సెట్ చేద్దాము నేను డీబీ యూజర్ నేమ్ అంటాను ఇది నేను డేటాబేస్ నుండి తీసుకునే యూజర్ నేమ్ ఇది రోకు సమానం మరియు ఇది యూజర్ నేమ్ అనే రో పేరు కాబట్టి ఇక్కడ రో పేరును చూడవచ్చు ఇది డేటా యొక్క యారే అయితే అప్పుడు ఇవి ఐడి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అవుతాయి మనము సున్నా ఒకటి రెండు ఉపయోగించడం లేదు కానీ అది పనిచేస్తుందని నాకు నమ్మకం లేదు ఇప్పుడు నేను దాన్ని సులభంగా ఉంచుతాను మరియు మనము నేరుగా మన కాలమ్ యొక్క పేరు రిఫరెన్స్ ఇద్దాము కాబట్టి డేటాబేస్ యూజర్ నేమ్ రో అవుతుంది మరియు ఇది మన క్వరీపై పై ఈ ఫంక్షన్ ఉపయోగిస్తున్న ఒక యారే తరువాత మనము డీబీ పాస్వర్డ్ ఈక్వల్స్ రో మరియు తరువాత మన పాస్వర్డ్ అని అంటాము దీని తర్వాత మనము ఎకో చేయవచ్చు కాదు నిజానికి మనం ఎర్రర్స్ లోనికి వెళ్ళాలని అనుకుంటే తప్ప మన DB యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లలోని కంటెంట్లను ఎకో చేయనవసరం లేదు అవి ఏమిటో మనకు ఇదివరకే తెలుసు మనం వాటిని డేటాబేస్ లో చూసాము ఇప్పుడు మనం ఒక చెక్ చేద్దాం కాబట్టి అవి మ్యాచ్ అవుతాయా అని చెక్ చేద్దాము ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగించి ఇది చేయట చాలా సులభము ఒకవేళ మన యూజర్ నేమ్ మరియు డీబీ యూజర్ నేమ్ సమానమైతే మన పాస్వర్డ్ మరియు డీబీ పాస్వర్డ్ సమానమైతే మనం దాన్ని సరైనది అని అంటాము లేకపోతే అది సరైనది కాదు అని అంటాము ఒకే లైన్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్లు తొలగిస్తాను కాబట్టి ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని ఎకో చేయి దానిని అలానే వదిలేయండి ఇక్కడ మనము యు ఆర్ ఇన్ అని ఈకో చేస్తాము వీడియో యొక్క ఈ భాగం ముగించే ముందు నేను దీన్ని టెస్ట్ చేస్తాను నేను ముందుగా అలెక్స్ అని అంటాను మరియు ఒక తప్పు పాస్వర్డ్ వేస్తాను ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది మరియు ఇప్పుడు నేను ఏబీసీ పాస్వర్డ్ గా వేస్తాను మరియు ఇన్ అని వస్తుంది మనము మన యూజర్ నేమ్ చెక్ చేసాము మరియు అది ఉంది మనం ఒక యూజర్ నేమ్ మరియు ఒక తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనే మెసేజ్ వస్తుంది మనము సరైన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు ఆర్ ఇన్ అనే మెసేజ్ వస్తుంది మరియు ఒకవేళ మనము కనిపించిన ఒక యూజర్ నేమ్ ఎంటర్ చేస్తే మనకు యూజర్ డజంట్ ఎగ్జిస్ట్ అనే ఒక మెసేజ్ వస్తుంది సరే తరువాతి భాగంలో మనం కలుద్దాం మరియు మీ సెషన్లను మరియు మీ లాగౌట్ పేజ్ను ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఉంటాను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు స్వాతి